దివ్య సంజీవిని ప్రేక్షకులకు నమస్కారం అపాన భద్రత కోసం ముందు ఎపిసోడ్లో కొన్ని తెలుసుకున్నాం ఇప్పుడు మహిళలకు ఏ విధంగా పనిచేస్తుంది అందులో కూడా గర్భిణీ స్త్రీలకు ఏ విధంగా పనిచేస్తుంది ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం అపానముద్ర మరొకసారి చూడండి బొటన చూపుడు బొటన వేలు మధ్య వేలు ఉంగరపు వేలు కలిపి ఉంచుతాం అంటే ఆకాశతత్వం పృథ్వీతత్వం ఆకాశ ముద్ర వచ్చింది ఇందులో పృథ్వీ ముద్ర వచ్చింది ఈ చేతి కూడా అలాగే ఉంటుంది చూపుడు వేలు తిరిగి తిన్నగా ఉంటుంది చిటికన వేలు తిన్నగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది దీనివల్ల శరీరంలో ముద్ర చేసే పని ఏమిటి శరీరంలో వ్యర్థాలనే బయటకు పంపిస్తుందని ముందుగా మనం ముందు ఎపిసోడ్లో తెలుసుకున్నాం మరొకసారి ఇప్పుడు రిపీట్ చేస్తున్నాం ఇది కడుపులో బేబీ ఉన్నప్పుడు ఈ ముద్ర అస్సలు వేయకూడదు ఎనిమిదో నెలలు వచ్చిన తర్వాత పది నిమిషాలు అపానముద్రణ కానీ లేడీస్ ఆడవాళ్ళు వేస్తే సిజరన్ లేకుండా బేబీ పుడతారు అంత పవర్ఫుల్ ముద్ర ఇది అపానముద్ర ఎనిమిదో నెల వచ్చే కన్నా ముందు వేయకూడదు ముద్రని ఈ విధంగా ఎనిమిదో నెలలు వచ్చిన దగ్గర నుంచి డెలివరీ అయిన దాకా వేయచ్చు ఎందుకు ఈ విధంగా పనిచేస్తుందంటే అపాన ముద్రలు అపాన వాయువులో ఉన్న శరీరంలో ఉన్న అపాన ప్రాణం అంటారు మనం అపాన వాయువు కూడా అనొచ్చు శరీరంలో అంటే పంచప్రాణాల్లోనే ఇది ఒక ప్రాణం కదా మనం ముందు అనుకున్నాం అపానవాయువు శరీరంలో వ్యర్థాలని బయటకు పంపిస్తుంది అలాగే శరీరంలో కడుపులో బేబీ పడ్డ తర్వాత టూ హండ్రెడ్ సెవెంటీ డేస్ అవగానే ఆటోమేటిక్గా బయటకు పంపించడానికి చేసే శక్తివంతమైన ముద్ర అపాన ముద్ర అందుకే ఈ ముద్ర ఈ విధంగా చూపెట్టి ఈ విధంగా ఉంటే సిదరం లేకుండా బేబీ పుడతారు అంటే శరీరంలోని అవి అవయవాలు చేసే పని సక్రమంగా పనిచేస్తాయి కనుక ఈ ముద్ర అంత పవర్ఫుల్ ముద్ర చాలామంది ఈ ముద్ర వల్ల సాధన చేసి చూశారు ప్రయత్నం చేసి చూడండి ఇటువంటి వాళ్ళు కడుపులో బేబీ ఉన్నవాళ్ళు అంటే డెలి ప్రెగ్నెన్సీ లేడీస్ ఈ ముద్ర పది నిమిషాలు సాధన చేస్తే ఎనిమిది నెలలు వచ్చాకే వేస్తే పుట్టేవాడికి ఏ సమస్య లేకుండా హెల్తీగా పుట్టడానికి కూడా పనిచేసే ముద్ర అపాన ముద్ర ఇది ఎందుకు పనిచేస్తుంది పిల్లలకి హెల్తీగా ఉండడానికి పుడతారు అంటే ఇందులో పృథ్వీ ముద్ర ఉంది పృథ్వీ ముద్ర లాభాలు కూడా ఇందులో ఉంటాయి ఆకాశ ముద్ర ఉంది ఇది ఆకాశముద్ర అంటే రెండు ముద్రలు సమ్మేళనం కదా ఆకాశముద్ర అంటే క్లారిటీ వినబడ్డానికి బాగా పనిచేస్తుంది అంటే చెవి సమస్యలు కూడా రాకుండా పుట్టే పిల్లలకి చాలా బాగా పనిచేస్తుంది అటువంటిది ఇది ముద్ర దీనివల్ల మరికొన్ని లాభాలు తెలుసుకుందాం యూరిన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ ముద్ర సాధన చేస్తే చాలా బాగా పనిచేస్తుంది మామూలుగా చెప్పాలంటే ఒంటెల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా పెట్టి కూర్చుంటే యూరినరీ ప్రాబ్లమ్స్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది అపాన ముద్ర అదేవిధంగా